తపశ్చర్య అలా కాదు తపశ్చర్య వేరే సాధన తపశ్చర్య చేసినప్పుడు నీలో నుంచి సంగీతం పుట్టుకొస్తుంది నువ్వు సంగీతం నేర్చుకునేది కాదు నాకు మా గురువులు భగవాన్ విశ్వేశ్వరయ్య వారు అనుగ్రహించి ఆయన తపశ్చర్య బోధించినప్పుడు నాకు తెలియదు ఆయన అనుగ్రహంతో అయిపోయింది అనుకున్నా కానీ ఆయన దానిలో నాకు తపశ్చర్యను అనేదాన్ని నాకు ఇంజెక్ట్ చేశారు దాంతో నాలో సంగీతం పుట్టుకొచ్చి నాకు ఏ సారిగా పదాలు ఏం తెలియదు అయితే సంగీతం రావడం మొదలుపెట్టింది అది రావడానికి కారణం ఏమి అంటే నాకు ఇవన్నీ లేవు ఏమీ జయాప్జయాలు అవన్నీ లేవు నన్ను ఎవరో గుర్తించాలా గుర్తించాలని లేదు నాకేదో పోతుంది నాకేదో కష్టం వస్తుంది సుఖం ఉంది ఏం లేవు వాటిని దాటేటువంటి వాటిని దాటి ముందుకు పోయేటువంటి ఒక సంస్కారాన్ని గురువులు తపశ్చర్యగా ఇచ్చారు గురువుల యొక్క అనుగ్రహం అంటే ఏమి అంటే గురువుల అనుగ్రహాన్ని ఎన్నో రకాలుగా ఇవ్వచ్చు స్పర్శ రూపంలో ఇవ్వచ్చు దృష్టి రూపంలో ఇవ్వచ్చు శబ్ద రూపంలో ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఆయన ఇచ్చింది నాకు తపశ్చర్య రూపంలో ఇచ్చారు అందుకోసమే నేను చెప్తున్నది ఏమిటంటే ఈ తపశ్చర్యను ఎవరికైనా అందించేటట్టుగా కావాలి దీనికి నేను ఇంపార్టెంట్ ఏం కాదు మీరు ఇంపార్టెంట్ అందరూ వచ్చి కలిసి తపశ్చర్య చేయడం ఇంపార్టెంట్ అందరూ కలిసి తపశ్చర్యలో పాల్గొంటూ వస్తే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటివన్నీ కూడా సంస్కారాలన్నీ వికసించడం మొదలుపెడు పువ్వు వికసిస్తే ఏమవుతుంది పరిమళం వస్తుంది అంతే కదా పరిమళం న్యాచురల్గా వస్తుంది పువ్వు వికసిస్తే అది పరిమళాన్ని ఇస్తుంది అది ఏ పరిమళాన్ని ఇస్తుంటే ఏ పువ్వు అయితే ఆ పరిమళాన్ని ఇస్తుంది నువ్వు మల్లె పువ్వు అయితే మళ్ళీ వాసన వస్తుంది నువ్వు గులాబీ అయితే గులాబీ వాసన వస్తుంది నీ నీ యొక్క గుబాళింపు వ్యాప్తి అయితే వస్తుంది నీలో ఉంది అది గుబాళింపు అయితే అది వికసించాలి ఆ వికాసానికి తోడ్పడేదే సంస్కారం వికాసాన్ని కలగజేసే ఒక ప్రాసెసే సంస్కారం పువ్వు వికసించిన మళ్ళీ మొగ్గ అవుతుందా చెప్పండి అట్లే పువ్వు ఫల ఫలదీకరణమైనాక కాదే పిందె అవుతుంది పిందె అయినాక పువ్వుగా ఉంటుంది లేదా ఆ పిందె కాయగా అవుతుంది కాయ అయినాక మళ్ళీ పిందె అవుతుందా కాదు అది కాయగా అయినది పండు అవుతుంది పండు అయితే మళ్ళీ కాయ అవుతుందా కాదు ఇది రివర్స్ లేదు it is only forward process ఇది సంస్కారం అంటే సంస్కారం అంటే ఏమి అంటే ఒకసారి నువ్వు దానికి చేరుకున్నా అంటే మళ్ళీ వెనక్కి అట్లా కాదు వెనక్కి పోతున్నా వస్తున్నా కొంచెం అనుమానాలు ఉన్నాయి ఏమవుతుందేమో భయం ఉంది ఇదంతా ఉంది అంటే తపస్సు అయితే చేసుకో నీకు అప్పుడు ఆ భయాలు వెళ్ళిపోతాయి నీ ఆటోమేటిక్గా భయం పోతుంది అంటే ఏమో తెలుసుకుని అర్థం చేసుకుని దయ్యాలు లేవు అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు భయం లేదు కాదు దయ్యాలు ఉంటే ఎంత లేకపోతే నాకేం కావాలా అనే ఒక సంస్కారం కావాలి చాలా సులభమైన మీకేమైనా కష్టం అనిపించింది ఆ తపస్సు కష్టం అవడానికి వీలేదండి అడిగింది తపశ్చర్య చాలా అద్భుతమైన ఒక ప్రక్రియ చేసినంత మీరు ఉన్నంత ఉన్నంత ఉన్నంతగా ఇంకా మీ శక్తి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎటువంటి కష్టమైనా కూడా సుఖమైతుంది ఎంత కష్టమైనదిగా కనిపించేదైనా సుఖమైంది దీనికి కారణం ఏమి అంటే నీలో కలిగినటువంటి ఒక సంస్కారపు యొక్క మార్పు సంస్కారం యొక్క మార్పు ఇటువంటి వాటిని సిద్ధులు అంటారు సిద్ధులు పొందుతారంట సిద్ధులు పొందడం అంటే ఏమి అంటే ఒక పని చేయడానికి చాలా కష్టపడుతుండ్రి ఈరోజు సునాయాసంగా జరిగిపోతుంది సిద్ధమే అంటే already it is there availability so ఇటువంటివన్నీ జరుగుతూ వస్తాయి అది సంస్కారం యొక్క ఫలం అంతే సహజంగా జరిగేది పువ్వు వికసిస్తే పరిమళం వస్తుంది అంతకని అదే normal natural that's how it is అదే అట్లా కాకుండా పువ్వుకు పర్ఫ్యూమ్ కొట్టుకొని తిరిగితే చెప్పండి ఉన్న పువ్వు పాడైపోతుంది కరెక్టే కాదు hmm, అది కాదు వీఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ సాధనలోకి దిగాం చాలా తప్పు చేస్తుంది ఆర్టిఫిషియల్ అంటే ఏమి ఒక కృత్రిమమైన సాధనలోకి దిగాం మనం ఏదో చేస్తే ఇంకా ఎక్కువ చేస్తే దీన్నే వేసుకుంటుంటే ఏదో ఒక రోజు కాదా అంటే కుక్క ఎన్ని రోజులు ఆ ఎండిన కింద మిలినా దానిలో నుంచి దాని కండ ఎప్పటికీ దొరకదు తన కండే పోతుందేమో తప్ప ఆ కండ అక్కడ దానిలో దొరకదు ఏమో కాదు దాన్ని తనకు వేట రావాల వేటాడ వేటాడితే తనకు దొరుకుతుంది అటువంటిదే ఈ యొక్క సంస్కారం యొక్క ప్రభావం నేను వేట కోసం చోటనే పెట్టు అంటుంటే కాదు మళ్ళీ ఇరవై రూపాయలు బాగా పెట్టారు వీడియో బాగుంది పిల్లి పాలు తాగుతుంటే ఎలకొచ్చి దాన్ని తరిమేసి పిల్లిని తరిమేసి ఎలక పాలు తాగుతుంది పిల్లి భయపడి పక్కకపోతుంది ఎందుకు అట్లా పిల్లి ఎట్లా తయారైంది మామూలుగా పిల్లి ఎలకని చూస్తే పాలు వదిలేసి ఎలకెట్ట పడాలి అలాగే ఎలకని పట్టుకునేటట్టు పరిగెత్తాలి కానీ ఎలకని చూసి భయపడి పిల్లి పక్కకపోతే పిల్లక హాయిగా పాలు తాగేసిపోతుంది ఎందుకు ఇట్లయిందంటే ఈ పిల్లి వీళ్ళు పాలేసి పాలేసి పాలేసి దీనికి సుఖానికి మరిగి మరిగి మరిగి అది నాకు ఒకటి వేటాడే గుణం ఉంది నేను వేటాడగలను నా సంస్కారం అది అనేది కూడా పూర్తి అయిపోయింది పోయి ఎట్లయిపోయింది అది ఎలకని చూసి భయపడే పిల్లి తయారై దాంట్లో సందేశం ఉంది ఒక చిన్న సందేశం ఉంది దాన్ని గమనించాను ఓకే కానీ ఆ పిల్లి ఇప్పుడు ఏం చేస్తే అది వేటాడుతుంది ఎలకని తీసుకుని వచ్చి కట్టేసి దాని ముందు పెడితే వేటాడుతుందా లేదు కదా ఎందుకంటే దానికి సంస్కారమే పోయింది దానికి లేదు పాపం నేను లేనలేదు పాలు ఇస్తే తాగుతాను అమ్మో ఎలుగొచ్చింది పారిపోతాను అట్లుంటుంది అర్థమైంది సో ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోతాడు మనిషి సంస్కారం లేకపోతే ఒక జంతువే అట్లా మనిషి కూడా అట్టే జంతువు కన్నా హీనంగా తయారవుతాడు అందుకోసమే మనం మన యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే సంస్కారవంతులు కావాలా సంస్కారవంతులు కావాలంటే తపశ్చర్య తప్ప ఇంకో దారి లేదు